ఇక్కడేమో డోర్స్ పెద్దగా ఇచ్చి దానికి ఈక్వల్ గా డోర్ కొంటే పెద్దగా ఉండదు మీరు అంటారు కిటికీలని మేమేమో డోర్స్ ఎంత కావాలో ఆ రూమ్ కి ఆ ఇంటికి ఎంత సైజ్ ఉంటే బాగుంటది ఎంత వెడల్పు కానీ దాని అందం పోకుండా మేము ఇచ్చేసి కిటికీలు అనేది వెంటిలేషన్ ఎక్కువ రావాలి కాబట్టి కిటికీలు hall mainly hall dine hall ఆ ఏరియాలో మేము పెద్ద పెడతాం మీరేమంటారు హాల్లో కానీ ఎక్కడ కానీ మెయిన్ డోర్ మించి ఏది పెద్దగా ఉండదు కూడదంటారు దానికి ఏంటి నియమం ఇప్పుడు మన ఇంటి లోపలికి వచ్చేది పెద్దగా ఉండాలా పోయేది పెద్దగా ఉండాలా అని ఒక ప్రశ్న అంటే సంపాదన ఎక్కువ రావాలా ఖర్చు ఎక్కువ పోవాలా సంపాదన ఎక్కువ రావాలి సంపాదన ఎక్కువ రావాలన్నప్పుడు మన ఇంటి లోపలికి ప్రధాన ద్వారం గుండా ఎంటర్ అయ్యేది ఇంటి లోపల ఉండే వాటన్నిటికంటే పెద్దది ఉండాలని మేము చెప్తాం బయటికి పోయేదంతా కిటికీల రూపంలో వెళ్తుంది అవన్నీ చిన్నగా ఉండాలని చెప్తారు ఒకవేళ మనకు ఈ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా కావాలి అని భావన ఉంది కేవలం ఒక్క బ్రహ్మస్థానం ఓపెన్ చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో ఎప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా సింపుల్ అందరూ బ్రహ్మస్థానం ఓపెన్ చేసుకోలేదు చేయలేరు సింపుల్గా ఇంకోటి చేయొచ్చు ఇంటి లోపల టోటల్ వెంటిలేటర్ సరౌండింగ్ పెట్టేస్తే ఏ లో కూడా కార్బన్ డైఆక్సైడ్ నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యవంతులుగానే ఉంటారు మరి అలా అన్నప్పుడు కొన్నిటికి వెంటిలేటర్ పెడతాము కొంతమంది ఫాల్ సీలింగ్ గా ఉంటారు ఫాల్ సీలింగ్ కింద చేసుకోండి మళ్ళీ వెంటిలేటర్ అప్పుడు మరీ కిందికి అయిపోతుంది మినిమం ఇప్పుడు వచ్చి మేము వేసే సైజ్ హైట్ వచ్చేసి eleven or ten feet okay దాంట్లో భీములు కవర్ చేయడానికి మేము భీములు అయితే కనిపించకుండా ఉంటాము ఆ భీములు కవర్ చేయడానికి ఫాల్ సీలింగ్ చేస్తాము ఓకే లెవెన్ ఫీట్ వేసినప్పుడు ఆ ఫీట్ అనేది ఇంకొక ఫీట్ కిందికి చేరి పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే అసలుకైతే ఫాల్ సీలింగ్ నేను అలో చేయలేము ఎందుకు ఎలా చేయలేము అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ ప్రశ్న ఒకటి వేసారో బీమ్స్ కనపడుతున్నాయి అన్నారు నేనేం చేస్తానంటే మీరు ఎయిట్ ఎంఎం రాడ్ వాడతారా ట్వెల్వ్ వాడతారా సిక్స్టీన్ వాడతారా ఎక్కడైతే గోడలు ఉంటాయో గోడల్లో బీమ్స్ కలిసిపోవాలి hmm. ఒకటో పాయింట్ ఫోర్ ఇంచెస్ వాళ్ళు తీసుకోవద్దు hmm. ఆ కండిషన్ లో మనకు అసలు పిల్లర్స్ గాని ఈ కోణాలు గాని బీమ్స్ గాని కనబడవు hmm. కొన్ని సందర్భాల్లో కనిపించాలి హాల్లో తీసుకోవాలి అనే సందర్భాలలో కన్సీల్డ్ బీమ్ మీరు మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఏంటి మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మేము భీములు రాకుండా చేస్తాము కానీ కస్టమర్ ఒప్పుకోడు కదా మేము ఇచ్చేది అయితే ఇలా అయితే ఇస్తాము కస్టమర్ ఒప్పుకోడు మాకు కావాలి ఇప్పుడు కావాలి రూల్ అన్నప్పుడు మేము రూల్ ప్రకారం వెళ్తాం అన్రూల్డ్ అన్నప్పుడు మాకు సంబంధం మా ఇంజనీర్ల వల్ల ఇది కాదు అనే సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాదు మేము కాదు అనము కాదు అనము ఖచ్చితంగా చేస్తాము కానీ అది డబ్బుతో కొడుకునేది ఒకటి ఒకటి నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను ఒక టెన్ ఫీట్ Hmm. ఒక బీమ్ వేయాలంటే hmm. లోపల లోపల టెన్ ఫీట్ బీమ్ వేయాలంటే ఒక అప్రాక్సిమేట్లీ ఖర్చు ఎంత వస్తుంది సింపుల్ డిపెండ్ అన్నప్పుడు ఎంత అయితే డిస్టెన్స్ ఉందో ten feet ten feet nearly thirty five thirty thousand అలా థర్టీ థౌసండ్ అవుతుంది కన్సీల్డ్ బీమ్ వేస్తే ఎంత వస్తుంది కన్సీల్డ్ hmm? బీమ్ అంటే థర్టీనే వస్తుంది కన్సీల్డ్ బీమ్ అంటే ఆ ఏరియాని బట్టి ఇప్పుడు దీనికి టెన్ బై టెన్ కి కన్సీల్డ్ బీమ్ అవసరం లేదు జనరల్ గా కన్సీల్డ్ వేసాం అనుకుందాం ఊరికి పెద్ద ఏరియా పెద్ద ఉన్నప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు మనం ఇక్కడ ఇచ్చాం కదా నేను ఏమంటున్నా ఎగ్జాంపుల్ అంటున్నాను ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఫీట్ కి ఓ ముప్పై వేలు అనుకుంటే స్టీల్ రాంతే ఓన్ స్టీల్ ఖర్చు మాత్రం వస్తుంది ఆ ఎక్స్ట్రా బీమ్ ఏదైతే రాకుండా ఆ స్లాబ్ ఫోర్ ఇంచెస్ కాకుండా ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకొని దాంట్లో సెటప్ చేస్తే సేమ్ ఖర్చు ఇంకొక ఐదు వేలు తగ్గిపోతుంది మీకు అంతగా ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మొత్తం అయిపోతుంది టు టెన్ ఫైవ్ థౌసండ్ అంతే సో నేనేమంటాను ఈ స్లాబ్ లో వేసే స్టీల్ ఇంకో కొంచెం స్ట్రాంగ్ తీసుకోండి ఒక్క పాయింట్ కాకుండా రెండు పాయింట్స్ లలో బీమ్ తీసుకొని స్ట్రెంత్ తీసుకోండి అయిపోయింది ఆ బీమ్ కనబడకుండా ఉంటే ఇంటి లోపల ఇబ్బందులు ఉండవు అంటారు మీరేమంటారంటే వచ్చే ప్లేస్ లో కన్సిల్ బీమ్ తీసుకుంటారు అది ఎక్కడ కనిపించే ప్లేస్ లోనే వాల్స్ వచ్చే ప్లేస్ లో నేను నాకు సంబంధం లేదు ఆరామ్ గా పెట్టుకోవచ్చు మీరు నో ఇష్యూ ओके क्लियर मैं